హలో హలో కుప్పికింతల ఆంజనేయ ప్రసాద్ గారు ఉన్నారండి హలో చూడండి ఆంజనేయ ప్రసాద్ ఉన్నాడు కానీ కుప్పిగంతులు ఎర్రి చిందులు మాత్రం లేవు సారీ సార్ ఇనిషియల్ లో కేఎన్ ఉంటేను అలా అనుకున్నాను సార్ అంటే అది కాదండి కేఎన్ ఉంటే కుప్పిగంతులు పిఎన్ ఉంటే పిల్లి మొగ్గులు అనేసుకుంటారు మీ సొంతంగా అరే భలే గెస్ట్ చేశారు సార్ నా పేరు పిల్లి మొగ్గులు పుల్లారు కరెక్ట్గా ఎలా చెప్పగలిగారండి మీరు ఏమండి వెటకారంగా ఉందా మీకు నాకు గాని చిర్రెత్తి వచ్చిందంటే సార్ కోపగించుకోవద్దు సార్ నేను ఫోన్ చేసింది మీకు కదండి అయితే రాంగ్ నెంబరా పెట్టేవా ఫోను కాదు కాదు సైడ్ నెంబర్ సార్ ఏం లేదండి మీరు చిన్న హెల్ప్ చేయాలి ఓ పక్కింటి శాంత గారికి నేను ఇవాళ ఆఫీస్ రావట్లేదని మెసేజ్ పాస్ చేయరా చూడవయ్యా మెసేజ్ పాస్ చేయడానికి నా కొంపే ఉన్న పేజర్ కంపెనీయా అయినా మీరు అంత ఆఫీస్కి రాకపోతే డైరెక్ట్గా ఆఫీస్కే ఫోన్ చేయొచ్చు కానీ నాకెందుకు చేస్తారు ఫోన్ మీరు అందులో కొంచెం ఇబ్బంది ఉంది సార్ ఇబ్బంది లేదు సిబ్బంది లేదు పెట్టరా ఫోన్ కీచుకొని తీసుకుని ఏంటి నువ్వు చెప్పింది నెల నీదేమన్నా పెద్ద సాయి కుమార్ వయసు అనుకుని ఉంటానికి పెట్టా ఏంటి పొద్దున్నే ఎవరితోనో పోట్లాడుతున్నావు ఎవడో పొల్లారావు అంట పక్కింటి శాంత్ గారి కోసం కుప్పి గంతులు పిల్లి మొగ్గలోని నా బుర్రంతా తినేశాడే ఆయనకి ఆఫీస్కి రావడం కుదరదంట నేను ఆ మెసేజ్ తీసుకెళ్లి ఆవిడతో చెప్పాలంట పోనీ పాపం చెప్పేకపోయావా శాంత్ ఆఫీస్కి వెళ్ళిపోద్దామో చెప్పొచ్చులేవే ఇంకా టైం ఉంది అయినా అంజగాడు కూడా ఫోన్ ఉంటే బాగుండేది నేను అక్కడికి వెళ్ళి మెసేజ్ చెప్పే బదులు ఇక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పేవాడిని నీ తెలివి తెల్లారినట్టే ఉంది వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంటే మన ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తారు అయినా ఈ రోజుల్లో ఫోన్ లేకపోవడం ఏంటో ఒరే అంజగా కరెక్ట్ గా నీ గురించి అనుకుంటున్నాను దేనికి? నీకు నూట అరవై తొమ్మిది ఏళ్ళ మూడు నెలల అరగంట సంతోషించేలా గాని మీరిద్దరూ ముందు ఈ స్వీట్ తీసుకొని చెప్తా ఇదేమిట్రా గుండ్రంగా తెల్లగా ఉన్నాయి కొత్త రకం వంటకమా కాదమ్ము ఆంజనేయులు అన్నయ్య మళ్ళీ తండ్రి కాబోతున్నాడేమో <laughs> అబ్బో! నీ సిగ్గు చివడ అదంతానికి నువ్వు సిగ్గుపట్టడానికి సరిపోయి ఉన్న ఒక్కడే అల్లరి భరించలేక వాణ్ణి కాస్త మా అత్తారింట్లో వదిలేసి వచ్చాను మళ్ళా ఇంకొకడ వద్దు బాబు వద్దు ఇప్పుడు అర్థమైందే శాంత గారికి ప్రమోషన్ వచ్చి ఉంటుంది అదేం కాదు మా ఇంటికి ఫోన్ వచ్చింది ఇక్కడ నుంచి ఫోన్ లో కూడా మంచి మంచి ఐడియాలు ఇస్తుంటాను అవునవును ఇకనైనా మాది వేరే ఇల్లు అన్న ఫీలింగ్ మాకు కలుగుతుంది ఎరా ఇంతకి ఫోన్ ఎప్పుడు వచ్చింది జస్ట్ ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నారు నెంబర్ ఎంత గుర్తులేదు ఇంటికెళ్ళి చూసి ఫోన్ చేసి చెప్తా నేను వస్తాను టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు వస్తానమ్మా అన్నట్టు శాంతి గారు మెసేజ్ మర్చిపోయాను ఎవరో పిల్లి మొగ్గల పుల్లారావట ఆయన గుంట్లో బాగాలేదంట ఆఫీస్ రావడం కుదరదంట శాంతి గారికి మెసేజ్ పెట్టమన్నాడు నువ్వు చెప్పు అలాగే కనెక్ట్ అయిందా అయింది మేడం ఏమయ్యా ఎంతవరకు వచ్చింది మీ వ్యవహారం ఫిట్ చేసాం సార్ మంచిది వెళ్ళొస్తాం సార్ మంచిది వెళ్ళొస్తాం సార్ వెళ్ళొస్తాం సార్ వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం అని అక్కడే నిలబడతారే వెళ్ళండి మళ్ళీ రాకండి మళ్ళీ రాకూడదని సార్ వెళ్ళొస్తాం అన్నిసార్లు చెప్పేది ఏమన్నా చిల్లర ఇవ్వలేము ఇవ్వచ్చు కదా ఓ అదే ఆ బీరువాలో లాకర్లో నా పర్సు ఉంది పట్రా థ్యాంక్స్ అయ్యా శాంత ఎంతసేపు వస్తున్నా ఇదిగోండి పట్టండి ఇందా ఏంటయ్యా అలా చూస్తున్నారు ఇప్పుడు నేను టూ రూపీస్ కాయిన్ ఇచ్చాననుకోండి అది చిల్లర ప్రాబ్లం అవుతుందని నేనే రూపాయి కాయిన్స్గా మార్చి ఇచ్చా ఎంజాయ్ చేయండి <laughs> ఈ మాత్రం దానికి అన్ని జిప్పులు తీయక్కర్లేదు బీరువాలో దాయక్కర్లేదు మామూలుగా మాకిచ్చో మాకిస్తే మేము వెళ్ళిపోతాం <laughs> ఇదిగోండి సార్ మీరే ఉంచుకోండి సార్ ఏంటయ్యా మీ ప్రాబ్లం ఇంకా తీసుకోలేదా ఆయన ఇచ్చింది ఆయనకే ఇచ్చేసాం మేడం ఇదిగో నువ్వు చెప్పినట్టే చిల్లర ఇచ్చా మీరు చెప్పండి అయ్యా ఎంత ఇమ్మంటారు కనీసం మూడు వందలు ఇప్పించండి మేడం అమ్మో చెరో పది ఇస్తా తీసుకోండి ఫోన్స్ అన్నాక బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అప్పుడు పిలిస్తే మీరు రావాలిగా అది గుర్తుపెట్టుకోండి సార్ మీకు తెలియదు కానీ ఇప్పుడే కదా కనెక్షన్ ఇచ్చాం ఒకసారి ఫోన్ చేసి చూసుకోండి సరే ఫోన్ ఎవరికి చేద్దాం అమీర్పేట్లో అమీర్పేటలో ఉన్న లక్ష్మికి ఫోన్ చేస్తాను హలో లక్ష్మి నేను శాంతని ఇదేమిటి నేను లక్ష్మికి ఫోన్ చేస్తే జపాన్లో ఉన్న కిచికి పుచికి మాట్లాడుతున్నారు నేను ట్రై చేసి నెంబర్ అదేగా హలో లక్ష్మి గారు బాబోయ్ నాకు రక్ష తేలింది ఇలా ఫోన్ చేసినప్పుడల్లా రష్యా చైనా అమెరికా జపాన్ తగులుతుంటే మా కొంప కొల్లేరైపోతుంది అయినా ఐఎస్డి ఎందుకు పెట్టించారు ఏం లేదు శాంత తొందరలో ఎక్స్పోర్ట్ వ్యాపారం పెడుతున్నాం కదా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తే <laughs> అవసరం అవుతుందని నువ్వు ఆ బిజినెస్ మొదలు పెట్టేసరికి మనకొచ్చే బిల్లులు కట్టలేక మనం ఈ దేశం వదిలిపోవాలి ఇదిగో ఏంటి వందేనా ఇచ్చింది సంతోషంగా తీసుకెళ్ళండి ఇంకెక్కువ అడగండి ఫోన్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మేడం ఏం పర్లేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అప్పుడు చూసుకుందాం మరీ ఒక్క జీరో కూడా నొక్కకుండా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయిగా ముందు వాటిని ఆపిచేయండి మా పక్కింటి అమృతరావు గారికి ఒక రాంగ్ నెంబర్ కూడా రాదు ఓహో అంత బాగా పనిచేస్తుందా అండి సరే అయితే మీ ఫోన్ కూడా చూస్తాం మీరు కూడా వెళ్ళి దగ్గరుండి పని చేయించండి వెళ్ళండి పదండి పదండి పదవయ్యా అమ్మయ్య వచ్చేసారా ఆ, ఏంటి అయిపోయిందా ఆ, దగ్గరుండి వైర్ గట్టిగా బిగించే వరకు చూసా అమ్మో తొమ్మిది అయిపోయింది నాకు ఆఫీస్ టైం అవుతుంది నేను స్నానానికి వెళ్తున్నాను శాంత ఇవాళ ఆఫీస్ మానేయకూడదు ఎందుకు ఏం లేదు ఇవాళ మన ఇంటికి కొత్తగా ఫోన్ వచ్చింది కదా సెలబ్రేట్ చేసుకుందాం నువ్వు ఆఫీస్ మానేసి ఇంట్లో ఉంటే మనం ఎంత కాలక్షేపం చేసుకుందాం నేను నీకోసం మంచి బిర్యానీ డబుల్ కా మీటా తయారు చేస్తాను ప్లీజ్ శాంత మన ఇంటికి కొత్తగా ఫోన్ వచ్చింది కదా మనకి ఆ మోజు ఇవాళే ఉంటుంది రేపటికి పాత పడిపోతుంది అందుకని ప్లీజ్ సర్లే థ్యాంక్స్ శాంత సరే ముందెవరికి చేద్దాం చెప్పు నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదు కదా మా సెక్షన్ ఇన్ఛార్జ్ రంగనాథం గారికి ఫోన్ చేసి నేను ఆఫీస్కి రావడం లేదని చెప్పండి ఓకే సరే నెంబర్ చెప్పు three zero five four two double four zero five four two two double four double four hello hello hello Ranganatham గారండి రంగా రంగనాథం గారు ఉన్నారండి అబే అబే, అబే రంగనాథం గారు ఇల్లు కాదండి రాంగ్ నెంబర్ ఓ సారీ అండి ఓకే రాంగ్ నెంబర్ వెళ్ళింది మళ్ళీ ట్రై చేస్తా three zero five four two double four ఉప్. ఊడిపోయింది హలో రంగనాథం గారు ఉన్నారా అండి రంగా ఇప్పుడు చెప్పాను కదండి ఇది రంగనాథం గారు ఇల్లు కాదు సార్ కాదు మీకే నెంబర్ కావాలి ఇది త్రీ జీరో ఫైవ్ ఏమండి ఒక్క నెంబర్ అన్న మా నెంబర్తో కలిసిందా కలిసిందా ఓ పని చేయండి సార్ కలజోడు పెట్టుకుని చూసి మరీ చేయండి చూసి చేయండి పొద్దున్నే మూడు అప్సెట్ చేస్తారు ఏమన్నా తీసుకున్నా ఉంటారు మాకు తెలుసులే మళ్ళీ రాంగ్ నెంబర్ వెళ్ళింది ఇంతసేపు వాళ్ళ దగ్గర నిలబడి ఏం చేయించారో ఏమో లేదే బాబు వాళ్ళు మన పని చేసేదాకా నేను టెలిఫోన్ స్తంభం దగ్గరే నించున్నా ఉండు నేను మళ్ళీ ట్రై చేస్తా three zero five four two double four hello hello Ranganatham garu ఉన్నారా అండి రంగనాథం గారు లేరు ఇంతకుముందే చచ్చిపోయారు అయ్యా నిజమా నిజమే మీ రంగనాథం గారు పోయారంట మీ ఆఫీస్ మూడు రోజులు సెలవు ఏమో సరిగ్గా కనుక్కుంచావు సారీ అండి అసలు ఆయన ఎలా పోయారండి ఎలాగా నీలాంటి తింగర సచ్చినోడు ఎవడో అరక్షణానికి ఒకసారి ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెడుతుంటే టెన్షన్ తట్టుకోలేక గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు లేకపోతే ఏంటయ్యా రాంగ్ నెంబర్ అని చెప్తున్నా వినిపించట్లేదా నీకు ఇంకొకసారి ఫోన్ చెయ్యి ఎగిరి గుండెలు బిత్తంతాను అంత పొడుగా బాబు నీ కాలు ఎంత పొడుగుందో చూపించాలి ఇంకొకసారి ఫోన్ చేయాలి చెప్తాను ఇంకోసారి చూపిస్తాను నీకు ఎంత పొడుగు చూపిస్తాను అంత శ్రమ నీకెందుకులే ఫోన్ పెట్టే హలో పెట్టేశాడు కదవా ఏమైంది మళ్ళీ రాంగ్ నెంబర్కి అది సేమ్ పర్సన్కే వెళ్ళింది పైగా నేను మళ్ళీ ఫోన్ చేస్తే నన్ను సొంత అట దాన్ని ఎంచుకోవడానికి నేను ఏమైనా ఫుట్బాల్నే అసలు రంగనాథం గారి ఫోన్ బాగోలేదో ఏమో లైన్స్ బాగోక నువ్వు చేసే ఫోన్లన్నీ ఎవరికో వెళ్తున్నాయి మరి ఇప్పుడు ఎలా ఇంచెక్క ఆఫీస్కి వెళ్ళుండేదాన్ని సెలబ్రేషన్ గడదు గుడ్డు అని ఆఫ్ చేసావు ఇప్పుడేమో ఈ ఫోన్ కూడా పనిచేయడం లేదు ఇంకేంటి